hi welcome to Divya Sanjeevini face lift double chin face ఫిట్నెస్కి ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఫేస్ ఫిట్నెస్కి ఒక టెక్నిక్ ఉంది అదేంటంటే the word is O and X O X X like this you have to చూ చూడండి ఒకసారి మళ్ళీ ఇలాగ ఒక ఫిఫ్టీ టైమ్స్ చేయండి ఓపెన్ చేసేటప్పుడు మౌత్ ఓపెన్ చేసేటప్పుడు ఎక్కువ స్ట్రెస్ పెట్టద్దు ఎందుకంటే ఇక్కడ లాక్స్ అవుతాయి ఒక్కొక్కసారి ముగిలే క్లోజ్ అవ్వదు మౌత్ క్లోజ్ అవ్వదు స్లోగా స్ట్రగుల్ అయిన తర్వాత మరి ఎంత ఎక్కువ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఇది టెక్నిక్ నెక్స్ట్ టెక్నిక్ ఈ జాస్ డబుల్ చైన్ అంటారు దీన్ని ఇది ఎక్కువగా ఉంటుంది ఇలా ఇలా వచ్చేసి ఉంటుంది దీన్ని ఏం చేయాలి రెండు పళ్ళు పైన కింద పళ్ళు బిగించి లిఫ్ట్ చేయాలి you have to lift your neck muscles ఒకసారి చూడండి ఇది లైక్ దిస్ టైట్ చేయండి లూజ్ చేయండి మళ్ళీ టైట్ చేయండి లూజ్ చేయండి ఫస్ట్ ఫస్ట్ ఇది సింగిల్ నెంబర్లో ప్రాక్టీస్ చేయండి ఇందాక టెక్నిక్ మటుకి ఒక ఫిఫ్టీ టైమ్స్ అట్లా చేసేయచ్చు ఓన్ డైస్ ఏమండి ఇది ఫిఫ్టీ టైమ్స్ వరకు చేసేయండి చేయొచ్చు బాగా చేయొచ్చు ఇది ఇది దానివల్ల ఏమి ప్రాబ్లం ఉండదు ఇది మటుకి కొంచెం పెయిన్స్ అవి ఉంటాయి పెయిన్స్ వస్తాయి ఎంత పెయిన్స్ వస్తాయి కాబట్టి సింగిల్ నెంబర్ అంటే ఒక ఎనిమిది అలా చేసుకోండి చాలు చేసిన తర్వాత నెక్స్ట్ చాలా చాలా ఎఫెక్టివ్ ఇది ఫిష్ మౌత్ అంటారు దీన్ని బుగ్గలలోంచి గాలి లోపలికి తీసుకొని బాగా లోపల లాగండి బుగ్గలనే లోపల లాగండి మళ్ళీ ఇంకొకసారి చూపెడతాను తర్వాత పొక్కలించడం గాలిని పొక్కలించడం ముక్కుతో తీసేసుకోండి కంప్లీట్గా అంతసేపు శ్వాస ఉంచగలగాలి లోపల శ్వాస వదిలేసిన తర్వాత ఒక రెండు మూడు శ్వాసలు రిలాక్స్ అయ్యి మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్ దగ్గర కూడా తీసుకురండి దీనివల్ల మీకు అనేక అనేక అనేక ఉపయోగాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వచ్చి ఫిట్గా ఉంటుంది